hello welcome to my channel అనగనగా డీబీ అనే వ్యక్తి ఒక గ్రామంలో ఉండేవాడు ఆ డీబీకి ఒకరోజు ఒక కాల్ వచ్చింది నీ గురించి నాకు తెలుసు నాకు కావాల్సింది ఇవ్వకపోతే నిన్ను నాశనం చేస్తా అనే ఒక బ్లాక్మెయిల్ కాల్ వచ్చింది ఈ బ్లాక్మెయిల్ గుడ్డ బ్యాడా బ్లాక్మెయిల్స్ మంచిగా కాదా పక్కన పెడితే అసలు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు ఎందుకు చేస్తారు రీజన్స్ ఏంటి ఏ రీజన్ అయి ఉండొచ్చు ఈ బ్లాక్మెయిల్స్ మన లైఫ్లో జరగకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ బ్లాక్మెయిల్ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం పోలీస్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి లేకపోతే మన వెల్ విషర్స్ హెల్ప్ ఎలా తీసుకోవాలి ఇలాంటి సందర్భాలని ఎలా ఫేస్ చేయాలి అనేది అందులో మనం తెలుసుకోవాలి అలాగే నెక్స్ట్ జనరేషన్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి థ్యాంక్ యూ